hi friends welcome to my channel Karthika Puranamu ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకునకు ఇంకనూ ఇటులు బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసి దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపద గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధం చేసినంత ఫలం దక్కుటేయగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమును గాని విష్ణువాలయమును గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోను ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిది నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపం రాత్రింబవాళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందా దీపము అందురు ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండని ఎడల హరిహరులు సంతసించి మొసంగెదరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీ దళముతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలం కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం సప్తమాధ్యాయము ఏడవ రోజు పారాయణ సమాప్తము శ్రీ కార్తీక దామోదర లక్ష్మీనారాయణ దేవతార్పణమస్తు